hi friends welcome to my channel ఈ వీడియోలో గుంత పొంగడాలు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను దీని తయారీకి గాను ఒక కప్పు మినపగుళ్ళు రెండు గ్లాసులు బియ్యం అర స్పూన్ మెంతులు వేసి వీటన్నిటిని ఎనిమిది గంటలు నానబెట్టి మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి ఈ మిక్సీ చేసుకునే మిశ్రమాన్ని ఒక నాలుగైదు గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి మనం తీసుకున్న ఈ పిండిలో ఒక స్పూన్ క్యారెట్ ముక్కలు ఒక స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఒకటిన్నర స్పూన్ ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన ఒక రెమ్మ కరివేపాకు పావు స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసుకుని బాగా కలిపేసుకోవాలి మనం ఈ విధంగా క్యారెట్ ఉల్లిపాయలు అన్నీ వేసుకోవడం వల్ల పొంగడాలకి చాలా మంచి టేస్ట్ వస్తుంది మనం తయారు చేసుకునే ఈ పొంగడాల పిండి దోశల పిండి కన్నా కొద్దిగా గట్టిగా ఉండాలి చూసారుగా ఈ విధంగా అన్నమాట గొంతు పొంగడాల ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అది వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ని అన్ని గుంతల్లోనూ వేసుకోవాలి చూడ్డానికి ఎక్కువ ఆయిల్ వాడుతున్నట్టుగా అనిపిస్తుంది కానీ కాదండి డీప్ ఫ్రై ఐటమ్స్ కన్నా కూడా చాలా తక్కువే ఒకవేళ మీ దగ్గర బ్రష్ అవైలబుల్గా ఉంటే ఆయిల్ని దాంతో స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేడైన తర్వాత పిండిని త్రీ ఫోర్త్ మాత్రమే గుంతల్లో వేసుకోవాలి మనం ఈ పిండి వేసుకునే ముందు వరకు అంటే ప్యాన్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ప్యాన్ మీద ఒక ప్లేట్ని ఈ విధంగా మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వలన చాలా తొందరగా పొంగడాలు అనేవి రెడీ అయిపోతాయి చూద్దాం ఎంతవరకు రెడీ అయ్యాయో చూసారా చుట్టూ రెడ్ కలర్లోకి మారిపోయింది అంటే ఆల్మోస్ట్ పొంగడాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని టర్న్ చేసేసుకుందాం దీన్ని ఏ విధంగా టర్న్ చేయాలంటే చూసారు కదా ఇది గుంత పొంగడాల స్టిక్ దీన్ని ఈ విధంగా తిరగేసి పట్టుకుని పొంగడాలన్నీ టర్న్ చేసేసుకోవాలి ఒకవేళ ఈ స్టిక్ అవైలబుల్లో లేకపోతే కనుక స్పూన్తో కూడా ఇదే విధంగా టర్న్ చేసుకోవచ్చు చూసారా ఎంత చక్కగా రెడ్ కలర్లో రెడీ అయిపోయో టర్న్ చేసుకున్న తర్వాత మూత అవసరం లేదు ఇలాగే ఒక నిమిషం ఉంచితే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా పొంగడాలన్నీ రెడీ అయిపోయి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి మార్చేసుకుందాం ఎంతో రుచిగా ఉండే గుంత పొంగడాలు తినడానికి రెడీ అయిపోయాయి వీటిని పల్లీ చట్నీ కానీ పుట్నాల చట్నీతో కానీ లేదా బొంబాయి చట్నీతో కానీ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ